నిజామాబాద్ జిల్లా ఏర్గట్లలో దారుణం చోటు చేసుకుంది ఓ భూమికి సంబంధించిన వివాదంలో హరిప్రసాద్ అనే వ్యక్తిపై కొందరు గ్రామస్తులు విచక్షణారహితంగా దాడి చేశారు హరిప్రసాద్ ఇంటి ఎదురుగా ఉన్న ప్రభుత్వ స్థలాన్ని ఓ సామాజిక వర్గం శ్మశాన వాటికగా ఉపయోగిస్తున్నారు అయితే ఇటీవల పల్లె ప్రకృతి వనం ఏర్పాటు కోసం అధికారులు స్థలం వెతుకుతుండగా ఆ స్థలాన్ని వినియోగించుకోవాలని హరిప్రసాద్ సూచించారు వారు ఆగ్రహంతో అతడి ఇంటి దగ్గరే దాడికి పాల్పడ్డారు ఈ దాడిలో హరిప్రసాద్ తల్లికి తీవ్ర గాయాలయ్యాయి ఈ దృశ్యాలు సీసీ కెమెరాలు రికార్డయ్యాయి ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేయగా తొమ్మిది మందిపై కేసులు నమోదు చేశారు